hi friends welcome to my channel Karthika Puranamu ఇరవై ఆరవ అధ్యాయము దూర్వాసుడు శ్రీహరిని శరణు వేడుట ఈ విధముగా అత్రి మహాముని అగర్సునితో దూర్వాసుని కోపం వల్ల కలిగినటువంటి ప్రమాదము తెలిపి మిగిలిన వృత్తాంతంను ఈ విధంగా తెలియజేసెను ఇలా ముక్కోపి అయినటువంటి దుర్వాసుడు భూలోకము మత్స్యలోకము పాతాళలోకము సత్యలోకమునకు తిరిగి తిరిగి అన్ని లోకముల్లోనూ కూడా తనను రక్షించేవారు లేకపోవడం చేత తిరిగి వైకుంఠమందున్నటువంటి శ్రీ మహావిష్ణువు కడకు వెళ్ళి ఓ వాసుదేవ జగన్నాథ శరణాగత రక్షణ బిరుదాంకిత నన్ను రక్షింపుము నీ భక్తుడైనటువంటి అంబరీషునకు కీడు చేయదలిచినటువంటి నేను బ్రాహ్మణుడను కాను ముక్కోపినై మహాప్రాధము చేసి తిని నీవు బ్రాహ్మణ ప్రియుడువు బ్రాహ్మణుడైనటువంటి మహర్షి నీ యురముపై తన్నినా కూడా సహించితివి కదా ఆ కాలిగుర్తు నేటికి నీ వక్షస్థలమందు ఉన్నది ప్రశాంత మనస్కుడివే అతన్ని రక్షించినట్లుగా కోపముతో నీ భక్తునికి శాపమిచ్చినటువంటి నన్ను కూడా రక్షింపము ఓ శ్రీహరి నీ చక్రాయుధము నన్ను చంపగా వచ్చుచున్నది అని చెప్పి దూర్వాసుడు శ్రీమన్నారాయణ్ణి పరిపరి విధములుగా ప్రార్థించెను ఆ విధముగా దూర్వాసుడు అహంకారంను వదిలి తనను ప్రార్థించుట చూసి శ్రీహరి చిరునవ్వి నవ్వి ఓ దూర్వాస నీ మాటలు యథార్థము నీ వంటి తపోధనులు నాకు అత్యంత ప్రియులు నీవు బ్రాహ్మణ రూపంలో పుట్టినటువంటి రుద్రుడువు నిన్ను చూచిన వారు మూడు లోకములందు కూడా భయపడకుండా ఉందారు కదా నేను త్రికరముల చేతను బ్రాహ్మణులకు మాత్రం ఎట్టి హింస కలిగింపను ప్రతి యుగమునందు గో దేవ బ్రాహ్మణ సాధుజనములు సంభవించేటువంటి ఆపదలను పోగొట్టుటకు ఆయా పరిస్థితులకు తగిన రూపములు ధరించి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ గావింతును ఆ కారణముగా అంబరీషుని శపించితివి నేను శత్రువుకైనను కూడా మనోవాక్కాయములందు కూడా కీడు తలపెట్టను ఈ ప్రపంచమందు గల ప్రాణి సమూహం అంతనూ కూడా నా రూపముగానే జూతును కానీ అంబరీషుడు ధర్మయుక్తముగా ప్రజాపాలన చేయుచుండెను అటువంటి నా భక్తుణ్ణి నీవు అనేక విధములుగా దూషించితివి నీ ఎడమ పాదముతో తన్నితివి కూడా నీవు అతని ఇంటికి అతిథివై వచ్చి కూడా నేను వేళకు రాని ఎడల ద్వాసిగడలు దాటకుండా భుజింపుము అని చెప్పి అంబరీషునికు నీవు ఎందుకు చెప్పలేదు అతడు వ్రతభంగమునకు భయపడి నీ రాకకే చూసి చూసి జలాపానం మాత్రమే చేసెను అంతకంటే అతడు అపరాధం ఏమి చేసెను చాతుర్వర్ణముల వారికి భోజన నిషిద్ధ దినములందు కూడా జలాపానము దాహశాంతికినే పవిత్రతకును చేదగిందే కదా జలాపానం అనురించినంత మాత్రాన నా భక్తుల్ని దూషించి శపించితివి కదా అతడు వ్రతభంగమునకు భయపడి మాత్రమే జలాపానం చేసినాడు కానీ నిన్ను అవమానించుటకు చేయలేదు కదా నీవు మండిపడుచున్నను కూడా బతిమాలి నిన్ను శాంతింపజేయజూచెను నీవు ఎంత బతిమాలనో కూడా శాంతింపనందువలన నన్ను శరణు వేడును నేనప్పుడు ఆ రాజు హృదయంలో ప్రవేశించినాను నీ శాపఫలము పది జన్మల్లోనూ అనుభవింతును అని చెప్పి పలికిన వాడను నేనే అతడు నీ వల్ల భయము చేత నన్ను శరణు వేడుతున్నాడే తప్ప తన దేహంలో తాను తెలుసుకునే స్థితిలో లేడు నీ శాపము అతడు వినలేదు అంబరీషుడు నా భక్త కోటిలో శ్రేష్ఠుడు నిరపరాధి దయాశాలి ధర్మతత్వరుడు అటువంటి వనని అకారణముగా నీవు శపించితివి అతనిని నిష్కారణముగా శపించానని చెప్పి నువ్వు విచారింపవద్దు ఆ శాపము లోకోపకారముకే నేనే అనుభవింతును అదెటులా అనగా నీ శాపంలో ఉంది మొదటి జన్మ మత్స్య జన్మ నేను ఈ కల్పమును మనువును రక్షించు నిమిత్తము సోమకుడు అను రాక్షసుని జంపుటకు మత్స్య రూపము ఎత్తుదును మరికొంతకాలం నాకు దేవదానవులు క్షీరసాగరమును మదించుటకు మందర పర్వతమును కవ్వముగా చేయుదురు ఆ పర్వతము నీటిలో మునిగిపోకుండా కూర్మ రూపమున నా వీపున మోయుదును వరాహ జన్మమెత్తి హిరణ్యాక్షుణ్ణి వధింపుతును నరసింహావతారమెత్తి హిరణ్యకశపుణ్ణి చంపి ప్రహ్లాదుని రక్షించును బలిచే స్వర్గం నుండి పారద్రోలుబడినటువంటి ఇంద్రునకు తిరిగి స్వర్గమును అప్పగించుటకు వామన రూపం ఎత్తి బలిచక్రవర్తిని పాతాళ లోకమునకు తొక్కివేతును భూభారమును తగ్గించుటకు క్షత్రియులను జంప బ్రాహ్మణుడనే జన్మించి భూభారమును తగ్గింతును లోకకంటకుడైనటువంటి రావణాసుడిని జంపి లోకోపకారము చేయుటకు రఘువంశంన రాముడై జన్మింతును పిదప యదువంశంన శ్రీకృష్ణుడిగాను కలియుగమున బుద్ధుడిగాను కలియుగాంతమున విష్ణు మనస్కుడనై విప్రునియంట కల్కి అని పేరుతో జన్మించి అశ్వారూఢునై పరిభ్రమించుచు బ్రహ్మద్వేషులందరినీ కూడా మట్టు పెడుదును నీవు అంబరీషునికి శాప రూపంలో ఇచ్చినటువంటి పది జన్మలను ఈ విధంగా పూర్తి చేయదును అటువంటి నా దశావతారములను కూడా సదా స్మరించే వారికి సమస్త పాపంలో హరింపచేసి వైకుంఠ ప్రాప్తిని అసంగుదును ఇది ముమ్మాటికి తథ్యము కార్తీక పురాణము ఇరవై ఆరవ అధ్యాయం సంపూర్ణం ఏతత్ఫలం కృష్ణార్పణమస్తు పరమేశ్వర అర్పణమస్తు thank you